మంచి టాపిక్తో మీ ముందు రావడం జరిగింది ఆ టాపిక్ ఏంటంటే పారిశ్రామికంగా ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు కానీ ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు ఆ విధ తయారు చేసే విధానం ఏ విధంగా ఉంటుంది ఇంకా దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఇక ఆల్కహాల్ గురించి చూసుకుందాము ముందుగా ఈ యొక్క చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉత్పన్నం ఏంటి చక్కెర ఓకేనా చరక నుంచి చక్కెర తయారు చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క చక్కెర పరిశ్రమలో మనకు ముఖ్యం టార్గెట్ ఏంటి మనం చక్కెర తయారు చేయడం దాన్ని ముఖ్య ఉత్పన్నం అంటారు దాంతోపాటు కొన్ని ఉప ఉత్పన్నాలు వస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు చక్కెర చెరక నుంచి చక్కెర చక్కెర తయారు చేసేటప్పుడు చక్కెరతో పాటు కొన్ని అడిషనల్గా వస్తాయి అన్నమాట దాన్ని ఉప ఉత్పన్నాలు అంటారు అన్నమాట అంటే చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉత్పన్నం చక్కెర అయితే వాటితో పాటు వచ్చే ఉప ఉత్పన్నాలు ఏంటి మొలాసిస్ బగాసి ప్రిస్మట్ అంటారు ఓకేనా మొలాసిస్ బగాసే ప్రెస్ మట్టి అంటారు అనమాట ఈ మొలాసిస్ని యూజ్ చేసుకొని మనం ఆల్కహాల్ తయారు చేస్తాం అనమాట ఈ బగాస అంటే ఏంటంటే మనకి బుక్స్ యొక్క అట్ట ముక్కలు అంటే చూసారా ఆ అట్ట ముక్కలన్నింటిని కూడా ఈ బగాత్ అనే పదార్థాన్ని ఉపయోగించే చేస్తారు అనమాట అంటే చక్కెర కోసం ఒక పిప్ వస్తుంది కదా ఆ పిప్ ఉపయోగించే ఆ పిప్పే బగాస్ అనమాట దాన్ని ఉపయోగించి మనం ఈ యొక్క బుక్స్ యొక్క అట్ట ముక్కలు తయారు ఉపయోగిస్తారు ఆ విధంగా చక్కెర పరిశ్రమలో ఉపోత్పన్నాలండి మొలాసిస్ బొగాసే ప్రెసిపెట్ గుర్తుపెట్టుకోండి ఈ మొలాసిస్ యూజ్ చేసుకొని మనం ఆల్కహాల్ తయారు చేస్తాం అనమాట చూడండి ఆల్కహాల్ పరిశ్రమలో ముడి పదార్థం ఏంటి మొలాసిస్ ఏంటి మొలాసిస్ మనం చపాతి తయారు చేసాం అనుకోండి చపాతీ ముడి పదార్థం ఏంటి గోధుమ పిండి అలాగనే ఇక్కడ మనకి ఆల్కహాల్ తయారు చేయాలి అంటే ముడి పదార్థం ఏంటి మొలాసిస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ మొలాసిస్లో అంటే సుక్రోజ్ ఉంటుంది ఏముంటది సుక్రోజ్ ఉంటుంది అనమాట ఓకేనా ఒకసారి చూడండి ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు చూడండి ఈ ఆల్కాల్ తయారీ చూడండి మొలాసిస్ రావడానికి ఈస్ట్ అనే శిలీంధ్రం కలిపి రెండు నుంచి మూడు రోజులు తిన్మన ప్రక్రియకు జరపగా కింది పద్ధతిలో ఆల్కహాల్ ఏర్పడింది అనమాట ఓకేనా ఈ యొక్క మొలాసిస్ అనే ద్రావణానికి ఈస్ట్ అనేది ఒక సిలిండర్ అనమాట ఆ సిలిండరానికి ఈ యొక్క మొలాసిస్ ద్రావణానికి గురి చేసి క్విన్మన ప్రక్రియ గురి చేస్తారు మరి మీకు డౌట్ రావచ్చు వాటి ఈస్ ప్రక్రియ అని అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో శరీరందించడాన్ని ఏమంటే కిణ్వన ప్రక్రియ అంటారు అనమాట ఓకేనా దాన్ని కిణ్వన ప్రక్రియ అంటారు ఆ విధంగా మొలాసిస్ రావడానికి ఈస్ట్ అనే శిలింద్రాన్ని కలిపి కిణ్వన ప్రక్రియ అంటే ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో శరీరం అందించడాన్ని కిణ్వన ప్రక్రియ అంటారు అనమాట మనకు బాగా అలసిపోయినప్పుడు మనకి ఈ యొక్క ఒంట్లో చెమట బాగా వస్తుంది చూసారా చెమట వస్తుంది కదా బాగా అలిసిపోతుంది కదా కండరాలు అలిసిపోతాయి కదా అప్పుడు మనకి లాక్టిక్ ఆమ్లో ఏర్పడుతుంది అనమాట అది కూడా వన్ టైప్ ఆఫ్ కిమ్మన ప్రక్రియ అప్పుడప్పుడు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు మనం బాగా అలసిపోయినప్పుడు మనకి కాలు ఎప్పుడు రావడానికి కారణం ఏంటంటే అక్కడ కిమ్మన ప్రక్రియ జరిగి కిమ్మన ప్రక్రియ జరిగి మన ఈ యొక్క లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది అనమాట అది అది మన అంటే అలసిపోయినప్పుడు వచ్చేది కూడా కిమ్మన ప్రక్రియే ఆల్కహాల్ తయారులో మనం ఉపయోగించేది కూడా కిమ్మన ప్రక్రియ గమనించాలి సో ఆ విధంగా చేస్తే ఈ కింది పద్ధతిలో ఆల్కహాల్ తయారవను చూడండి ఈ యొక్క అనే శిలీంధ్రం అనేది రెండు ఎంజైమ్ రిలీజ్ చేస్తారు ఏంటివి ఒకటి ఇన్వర్టేజ్ రెండు జైమేజ్ ఇన్వర్టేజ్ ఏం చేస్తుంది జైమేజ్ ఏం చేస్తే ఒకసారి చూడండి ఇన్వర్టేజ్ ఏం చేస్తుందంటే ఇది సుక్రోజ్ను జల విశ్లేషణ చెందించి గ్లూకోజ్ మరియు ప్రక్టోజులుగా మార్చును ఏం చేస్తుంది అంటే ఈ మొలాసిస్లో ఉండే సుక్రోజ్ని ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది గ్లూకోజ్ మరియు గా మార్చును ఈ యొక్క ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఈ ఎంజైమ్ ఎవరు రిలీజ్ చేస్తారు ఈస్ట్ అనే సిలిండర్ రిలీజ్ చేస్తారంట ఈస్ట్ అనే సిలిండరము ను జైమేర్ రెండింటిని రిలీజ్ చేస్తుంది ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజాయ్ ఏం చేస్తారంటే సుక్రోజ్ను జల విశ్లేషణ చెందించి ఏమేమి ఏర్పడుతుంది గ్లూకోజ్ మరియు గా మార్చడం అనమాట చూడండి రెండో ఎంజైమ్ ఏంటి జైమేజ్ ఏంటి జైమేజ్ ఇది ఏం చేస్తుందంటే ఇది గ్లూకోజ్ని విచ్ఛిన్నం చెందించి ఇతర ఆల్కహాల్ మరియు సిఓటులు ఏర్పరచు ఈ విధంగా సుక్రోజ్ ని గ్లూకోజ్ మరియు ప్రక్టోజ్గా మారిస్తే జైమైన్ ఏం చేస్తుంది గ్లూకోజ్ని విచ్ఛిన్నం చెందించి ఇతర ఆల్కహాల్ మరియు కార్బన్ ని ఏర్పరచడం అనమాట ఓకేనా ఈ విధంగా సో ఇప్పుడు ఫిన్మన ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నం ఏంటి మనకు వచ్చే టార్గెట్ ఏంటి ఇక మొలాసిస్ ఉపయోగించి ఇతర ఆల్కహాల్ని తయారు చేయడం అంటే ఇదే ఆల్కహాల్ అనమాట ఉపత్పన్నం ఏంటి అంటే మనకు అడిషనల్గా వచ్చింది ఏంటి కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు ఎగ్జామ్లో కూడా ఈ చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉత్పన్నం చక్కెర అని ఉప ఉత్పన్నం మొలాసిస్ బగాసే అడుగుతూ ఉంటాడు అదేవిధంగా కిణ్వన ప్రక్రియలో ఆల్కహాల్ తయారు చేసేలో కిణ్వన ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నం ఏంటి ఇథల్ ఆల్కహాల్ ఉప ఉత్పన్నమైంది కార్బన్ డైఆక్సైడ్ అనే విషయం మీరు గమనించాలి నెక్స్ట్ చూడండి కింద మనం ఇందా చెప్పాను కదండి కింద ప్రక్రియ అంటే ఏంటి ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో పదార్థాలు పూర్తిగా విచ్ఛిన్నాన్ని కిండోనం అంటారు మనం బాగా అలసిపోయినప్పుడు ఇక కండరాలు లాక్టిక్ ఆమ్లం రిలీజ్ కావడం కూడా ఒక వన్ టైప్ ఆఫ్ క్విన్మన ప్రక్రియని అభ్యర్థి గమనించాలి చూడండి పై విధంగా క్విన్మన ప్రక్రియ జరిగిన తర్వాత ద్రావణంలో fifteen to twenty percentage of C2H5OH two H five O H అంటే ఇథైల్ ఆల్కహాల్ ఉండును దీన్నే వాష్ అంటారు అంటే మనకి ఈ మొలాసిస్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుందండి fifteen to twenty percent alcohol వస్తుందన్నమాట ఓకేనా దాన్ని ఏమంటారు వాష్ అంటారు అనమాట దాన్ని ఏం చేయాలి ఆ వాష్ను ఆంశిక స్పేదనం చేయగా ninety six percentage of C two H five O H వచ్చింది అనమాట మళ్ళీ అభ్యర్థులు గమనించాలి వాట్ ఈస్ ఆంశిక స్పేదనం అంటే ఏంటంటే మనకి భూమిలో చమురు ముడి చమురు ఏర్పడుతుంది అనమాట ఆ ముడి సగుల నుంచి మనము పెట్రోలు డీజిల్ కిరోసిన్ తీస్తాం అనమాట ఎలా చేస్తామో అది కూడా ఆక్సిజన్ వస్తుంది అనమాట అంటే ఎట్లయిందంటే ఆ ముడి సగుల్ని ఒక ఒక టెంపరేచర్ వద్ద వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక టెంపరేచర్ వద్ద ఫస్ట్ పెట్రోల్ వచ్చింది ఇంకో ఇంకొద్దిగా వేడి చేస్తే డీజిల్ వస్తుంది ఇంకొద్దిగా వేడి చేసి చల్లారిస్తే కిరోసిన్ వస్తుంది అనమాట అలా డిఫరెంట్ టెంపరేచర్ వద్ద డిఫరెంట్ పదార్థాలు వస్తాయి అన్నమాట అంటే అరవై ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అరవై రెండు డిగ్రీల వద్ద పెట్రోల్ వస్తే డెబ్బై రెండు డిగ్రీల వద్ద డీజిల్ వస్తుంది ఎనభై రెండు డిగ్రీల వద్ద కిరోషన్ వస్తాయి అట్లా డిఫరెంట్ టెంపరేచర్ వద్ద వేడి చేసి దాన్ని చల్లారిస్తే పెట్రోలు డీజిల్ కిరోషన్ వస్తాయి దాన్ని అంశిగస్ ఫేదరం అంటారు అలాగే దీన్ని కూడా ఐ మీన్ వాష్ను కూడా మనం ఆంశిగస్ స్పేదనం చేస్తే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఈ తేల్ ఆల్కహాల్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు అంటే ముడి చవుడు నుంచి మనం పెట్రోలు డీజిల్ ఎలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ ఎలా చేస్తామంటే ఆంశిక స్వేదనం అదేవిధంగా వాషింగ్ కూడా మనం ఆంశిక స్వేదనం చేయగా నైంటీ సిక్స్ పర్సెంట్గా ఇతర ఇథర్ ఆల్కహాల్ వస్తుంది దీన్ని ఏమంటారు రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు చూడండి fifteen percent fifteen to twenty percent ఏమో వాష్ అంటారు అదేవిధంగా స్పేర్ చేయగా వచ్చే నైంటీ సిక్స్ పర్సెంట్ ఏదో ఇతర ఆల్కాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు ఏమంటారు రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు దీనికి పొడిసున్నం సిఏఓ అంటారు అప్పుడు ఒక ఎగ్జామ్లో అడుగుతుంటాడు పుడిసినం యొక్క రసాయనం ఏంటంటే సిఓ e అంటే ఈ యొక్క రెక్టివైడ్ స్పిరిట్కి పుడిసినం కలపగా మనకి ఏమొస్తుంది hundred percentage of ethyl alcohol వస్తుంది ఏమొస్తుంది hundred percent of ethyl alcohol వస్తుంది దీని ఏమైనా ఉంటుంది అబ్జల్యూట్ ఆల్కాల్ ఈ ఆల్కహాల్ అబ్జల్యూట్ ఆల్కాల్ అంటారు అంటే fifteen to twenty percent of alcohol wash అంటారు ninety six percentage of alcohol rectified spirit అంటారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కాన్ మనం ఏమంటారు అబ్జల్యూట్ ఆల్కాన్ అంటారు అనమాట అయితే ఈ ఆల్కాహాల్ ఎలానే ఉంచితే ఏంటంటే చెడిపోతుంది అనమాట చెడిపోకుండా ఉండడం కోసం రసాయనికంగా వాళ్ళు ఈ యొక్క హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్కి పిరిడిన్ అనే పదార్థాన్ని కలుపుతారు అనమాట తిరిగి అండ్ పాదం విజయానికి కలుపుతారు కలిపితే అది ఎన్ని రోజులు ఉంటుంది అనమాట అదే మనం కొన్ని దగ్గర చూస్తుంటుంది గ్రామాల్లో నాటు స్వర దాగి కొంతమంది మరణించారని అని చూస్తూ ఉంటాం అనమాట ఇదే తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ స్త్రీ తాగకూడదు తాగితే ఏమవుతుందంటే మనకు అందరితో నాడీ సంబంధాల వస్తాయి అనమాట చూడండి దీన్ని సేవించిన వారికి అందరితో మరియు నాడీ సంబంధ రుగ్మత అనమాట సో ఈ విధంగా అందుకని అప్పుడు మేము పేపర్లో కూడా చదువుతూ ఉంటాము ఎందుకంటే మీరు తాగడం వల్ల తిరిగి దొరుకుతారు అనమాట ఇది చెడిపోకుండా ఉండడం కోసం ఆ బుక్స్ తాగడం వల్ల ఏమొస్తుంది అందంతో మరియు నాడీ సంబంధం ఉంటే కలుగుతాయి అనమాట నెక్స్ట్ ఈ ఆల్కహాల్ యొక్క ఉపయోగాలను మనం చూసుకుందాం అనమాట ఓకేనా ఎక్కువగా మెడిసిన్ తయారీలో ఈ మెడిసిన్ తయారీలో బాగా ఈ ఆల్కహాల్ని ఉపయోగిస్తారు ఒక పాయింట్ రెండు సౌందర్య సౌందర్య వాడకాలు అంటే సౌందర్య మనకి ముఖానికి అందంగా కనిపించాలంటే కొన్ని సౌందర్య లేపనాలు ఉపయోగిస్తారు అనమాట ఆ సౌందర్య లేపనాలు కూడా మనం యొక్క ఆల్కహాల్ని ఉపయోగిస్తారు రెండో పాయింట్ మూడో పాయింట్ నీరు తర్వాత నీరు తర్వాత మనం అత్యంత ఎక్కువగా వాడే ద్రావణి ఏంటంటే ఆల్కాని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వాటర్ ఎక్కువ వాడతాం మనం వాటర్ తర్వాత మనం ఎక్కువ ఉపయోగించే లిక్విడ్ అది ద్రావి ద్రావణం ఏంటంటే ఆల్కాన్ విషయం మీరు గమనించాలి అనమాట అదేవిధంగా ఆల్కా అదేవిధంగా బ్యావరేజెస్ అంటారు కదా బ్యావరేజ్ తయారీలో ఈ యొక్క ఆల్కాని ఉపయోగించడం జరుగుతుంది అనమాట సో కొన్ని రకాల బ్యావరేజెస్ ఉన్నవి ఆ బ్యావరేజ్లో ఆల్కాల్ పర్సెంట్ ఎంత వేస్తారో చూద్దాం అనమాట చూడండి ఇక్కడ beer wine rum brandy whisky ఇవన్నీ కూడా బ్రావరేజ్ అంటారు అనమాట సో బీర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది వైన్లో ఎంత పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది రమ్ములో ఎంత పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది ఆర్ బ్రాందీ అని రస్కు చూసారు చూడండి బీర్ అనగానే ఫోర్ టు సెవెన్ పర్సెంటేజ్ ఎంత ఫోర్ టు సెవెన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా వైన్ విషయానికి వస్తే టెన్ టు ఫోర్టీన్ ఎంత ten to fourteen third rum అంటే ఎంత fourteen to forty next one చూడండి బ్రాందీ అండ్ లో ఫార్టీ టు ఫిఫ్టీ ఎగ్జామ్లు ఎక్కువ కూడా డైరెక్ట్ బిట్ అవుతాడు బ్రాందీ ఆర్ విస్కీలు ఎంత పర్సెంట్ బాగా ఉంటుంది అంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ యాక్చువల్గా ఫార్టీ టు ఫిఫ్టీ అంటారు ఎగ్జామ్ ఇదే ఇస్తారు అనమాట దీన్ని కోడ్ పరంగా అభ్యర్థి గుర్తుపెట్టుకో అనుకుంటే గుర్తుపెట్టుకోండి బీవీఆర్ యావరేజ్ కదా బీవీఆర్ బి అంటే beer four to seven ten to fourteen ఇక్కడ మనకి ఫోర్టీన్త్ స్టార్ట్ అయితే ఫార్టీ దాగిపోద్ది ఇక్కడ మనం ఫార్టీన్త్ స్టార్ట్ అయితే ఫిఫ్టీ దాగిపోద్ది అనమాట ఇట్లా గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే బ్రాంది ఆరు రమ్ములో ఎంత విస్కిల్ ఎంత ఉంటుంది అంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి డీటాక్సోహాల్ అంటారు అనమాట రక్తంలో ఆల్కహాల్ స్థాయిని తగ్గించే మెడిసిన్ అనమాట మనం ఎక్కువ కూడా మందు ఎక్కువ తాగినప్పుడు ఏమిటంటే రక్తంలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ అయితే అలా ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువైనప్పుడు అతను కోమాలకు వెళ్ళిన కానీ కొన్ని అసంగతి జరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు ఆ రక్తంలో ఉన్న ఆల్కహాల్ తగ్గించాలంటే డి టాక్సోహాల్ పెరుగుతుంది డి అంటే అంటే ఎప్పుడైనా అపోజిషన్ మనం ఎప్పుడైనా బయాలజీ పరంగా చూసినా డి అంటే అంటే అపోజిట్ అనమాట టాక్సోహాల్ అంటే ఆక్స ఆల్కహాల్కి ఆపోజిట్గా చేస్తే డి టాక్సోహాల్ అనమాట ఉపయోగించే మెడిసిన్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనకి పారిశ్రామికంగా ఆల్కహాల్ తయారైంది అప్పుడప్పుడు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు ఒక ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ